hi friends welcome to my channel ఈ వీడియోలో బత్తాయి జ్యూస్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం బత్తాయి కాయల్ని తీసుకుని కడిగి పొడిబట్టతో తుడుచుకోవాలి ఇప్పుడు వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చెక్కలను ఇటువంటి జ్యూస్ తీసుకునే చిక్కన్తో పిండుకోవాలన్నమాట ఇలా అన్ని చెక్కలను పిండేసుకోవాలి ఇలా ఇది నిండిన వెంటనే జ్యూస్ని వేరొక గిన్నెలోకి తీసుకుని మరలా పిండుకోవాలి డైరెక్ట్గా బత్తాయికాయలని తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగవచ్చు ఇందులో నేను షుగర్ ఏమీ కలపడం లేదు ఇలా డైరెక్ట్గా తాగడం చాలా మంచిది ఇలా ఒకవేళ తాగడానికి ఇష్టపడిన అయితే కనుక పంచదార కానీ స్వీట్నర్ కానీ తేనె కానీ కలుపుకుని తాగవచ్చు చల్లగా ఒకవేళ కావాలనుకునే వాళ్ళు జ్యూస్ని కొద్దిసేపు అంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తాగితే చల్లగా ఉంటుంది ఒకవేళ చల్లగా ఇష్టపడిన వాళ్ళు వెంటనే ఇదే విధంగా తీసుకుని తాగేసేయవచ్చు ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో హెల్దీ బత్తాయి జ్యూస్ తయారైపోయింది దీన్ని వేసవిలోనే కాకుండా ఒంట్లో సుస్థి చేసినప్పుడు కూడా తాగవచ్చు జ్యూసులు బయట తాగే బదులు ఇంట్లో ఇలా చేసుకుని తాగడం ఎంతో ఆరోగ్యకరం డైరెక్ట్గా బత్తాయి కాయని తింటే కనుక ఇంకా మంచిది మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ